응. 응. 엄마. 아. 아. 아. 이 마치라 니니고라. 아부. 이거. 꽤 빠졌어.

Beklersin. Aa. Hı. ఆమ్లెట్ ఏమండి hmm. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి సాయంత్రం లేట్ అవుతుంది hmm. అన్నట్టు మీ ఫ్రెండ్ ఎవరు వాళ్ళు పక్క దిగుతున్నారని చెప్పారు అవునవును వాళ్ళు ఈ పాటికి రావాల్సిందే వాళ్ళకి ఏర్పాటు చేయాల్సిన పనులు చాలా మిగిలిపోయినాయి నువ్వు పదా